Ah, ah, ah. చిన్ని మువ్వ నోవినో మల్లాల చిన్ని మువ్వ నోవిన నారమ్మ చిన్ని మువ్వ రమ రమయమ్మ చిన్ని మువ్వ తెలురో ఎరకర చిన్ని మువ్వ నోనో మల్లాల చిన్ని మువ్వ నోవిన నారమ్మ చిన్ని మువ్వ దండమే ఎరకరు చిన్ని మువ్వ దండతే మనవమ్మ చిన్ని మువ్వ మమ్మ రక్షించము చిన్ని మువ్వ నోవిన మలర చిన్ని మువ్వ నోవిన నరమ చిన్ని మువ్వ చిన్ని మువ్వ నేను దర్శనము చిన్ని మువ్వ నూలు వెలల మా తిని నూలు మల్లల తిని మువా కోటలకు పడ్డాయే చిన్ని మువా కొడు చేసిరమ్మ చిన్ని మువా నూలు మల్లల చిన్ని మువా నోవినాలమ్మ చిన్ని మువా మెటలకు పడ్డాయే చిన్ని మువా మేక పడేసి నిమ్మువా కరకశీరలు కట్టేసి నిమ్మువా నోలు మల్లాలా చిన్ని మువ్వా నోవిన రాలమ్మా చిన్ని మువ్వా మంతడే పసుపడేసి నిమ్మువా మలవసిరి కట్టేరు చిన్ని మువ్వా నోవిలో మల్లాలా చిన్ని మువ్వా నోవిన రాలమ్మా చిన్ని మువ్వా మలవసిరులు తల్లి చిన్ని మువ్వా తల్లి రాయరు కరా చిన్ని మువ్వా సిన్నిమువా సరమేలారము సిన్నిమువా నోమల మల్లల సిన్నిమువా నోవెల నలమ సిన్నిమువా బారు మొంగటే సిన్నిమువా బాబాతలాటము సిన్నిమువా నోమల మల్లల సిన్నిమువా నోవెల నలమ సిన్నిమువా దండవే ఎరకరు సిన్నిమువా దండవే వరమమ్మ సిన్నిమువా నోమల మల్లల సిన్నిమువా నోవెల నలమ సిన్నిమువా మువ్వ నోవిన మలర చిన్ని మువ్వ నోవిన నరమ చిన్ని మువ్వ మా దండ వారించి చిన్ని మువ్వ మమ్మ రచించము చిన్ని మువ్వ నోవిన మలర చిన్ని మువ్వ నోవిన నరమ చిన్ని మువ్వ చూరు చంద్రరాజు చిన్ని మువ్వ గణపతిని దర్శంగు చిన్ని మువ్వ నోవిన మలర చిన్ని మువ్వ నోవిన నరమ చిన్ని మువ్వ సరింగ దారుడే చిన్ని మువ్వ గణపతిని దర్శంగు Sire sini mua no malala sini mua no no malala sini mua no no malala sini mua చిన్ని మొబైల్ చిన్ని మొబైల్ మందురమ్మ చిన్ని మొబైల్ మల్లాల చిన్ని మొబైల్ నాలమ్మ చిన్ని మొబైల్ చెప్పదు పులికి చిన్ని మొబైల్ చెప్పగండారమ్మ చిన్ని మొబైల్ మల్లాల చిన్ని మొబైల్ నాలమ్మ చిన్ని మొబైల్ మనేడు పులికి got it. Tinimuwa, no no malala, tinimuwa. చిన్ని మువ్వాలి నడపని చిన్ని మువ్వాలి